hi friends welcome to my channel Karthika Puranamu పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావ ఫలితము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడిని అయితిని నా సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసితిరి నేటి నుండి నేను మీ శిష్యుడిని అయితిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము కూడా మీరే నా పూర్వ పుణ్య ఫలితం వల్లనే కదా మీ బోటి పుణ్యపురుషుల యొక్క సాంగత్యం తటిష్ఠించినది లేనిచో నేను మహాపాపినయ్యి ఈ మహారణ్యంలో ఒక ముద్దుబారిన చెట్టునే ఉండగా తమ కృప వలనే కదా నాకు మోక్షం కలిగినది మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా ఈ చెట్టు రూపమున ఉండవలసిందే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఇంకెక్కడ నాకు పుణ్యఫల ప్రధానమగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడగు నేనెక్కడ ఈ విష్ణు ఆలయం నందు ప్రవేశించుట ఏమి ఇవన్నీ కూడా దైవికముగా ఘటనలే తప్ప మరొక్కటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవులు ఏ విధంగా అనుసరించాలో వాటి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో విశదీకరింపు అని చెప్పి ప్రార్థించును అంతటా అంగీరస మహాముని ఓ ధనలోభ నీవు అడిగిన ప్రశ్నలన్నీ కూడా చాలా మంచివి అవి అందరికీ ఉపయోగకరమైనట్టువే కాబట్టి వివరించుచున్నాను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడును కూడా ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడు అవుచున్నాడు ఈ భేదము శరీరముకే కాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మలను ఆచరించి వాటి యొక్క ఫలమును పరమేశ్వరార్పితము మనర్చిన జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలను ఆచరింపవలనో తెలుసుకుని అటువంటివే ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను కూడా వ్యర్థము అగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా అలాగే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా అనగా ఈ మూడు మాసములందైనను కూడా తప్పక నదిలో ప్రాతకాలము స్నానము చేయవలను అటులా స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయమునందు తదితర పుణ్య స్నానమునందు తప్పక స్నానము అనర్చవలను నా స్నానం చేసిన మనుజుడు సంధ్యావందన సూర్య నమస్కారములు చేయవలను ఇట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడు అగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసమును వేదములతో సరితూగు శాస్త్రమును గంగా గోదావరి నదులకు సమానమైనటువంటి తీర్థములను బ్రాహ్మణులకు సమానమైనటువంటి జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైనటువంటి మిత్రుడును శ్రీహరితో సమానమైనటువంటి దేవుడు లేడని తెలుసుకొనుము కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగంలో చేసినటువంటి ఫలితమును పొంది వైకుంఠమునకు పోదురు అని అంగీరస మహాముని చెప్పగా విని మరలా ధనలోపుడు ఈ విధంగా ప్రశ్నించును ఓ మునిశ్రేష్ఠ చాతుర్మాస్యం అని చెప్పితిరే ఏ కారణం చేత దాన్ని ఆచరింపవలను ఇది వరకు ఎవరైనా సరే ఈ వ్రతం ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి అలాగే విధానం ఎట్టిది సవిస్తరంగా విశదీకరింపుము అని కోరెను అందులకు అంగీరసుడు ఈ విధంగా చెప్పును ఓ ఈ ధనలోబా చెప్పదను సావధానంగా వినుము చాతుర్మాస్య వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యములు అని పేరు అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి ಶೈನ ఏకాదశనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తారి ఏకాదశనియు వ్రతమునకు చాతుర్మాస వ్రతము అని పేరు ఈ నాలుగు మాసముల్లో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యములు చేసిన ఎడల పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని కాన ఆ సంగతులు మీకు తెలియచేయుచున్నాను తొలుత కుటీరగుమ్మన వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్నటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడే సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయంన నాథ మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అయినటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వానికి వలె మందహాసంతో ఇట్లు అనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవి కదా మానవులందరూ కూడా వారికి విధింపబడినటువంటి ధర్మంలో ఆచరించుచు ఉన్నారు కదా ప్రపంచంన ఏ విధమైనటువంటి అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంతా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమున నీవు ఎరిగినటువంటి విషయములు ఏమీ లేవు అయినను నన్ను అడిగితే విధాన చెప్పుచున్నాను వినుము ప్రపంచమున కొందరు మునులు మనుషులు కూడా తమకు విధించినటువంటి కర్మలను నిర్వహించుటలేదు వారెట్లు విముక్తులగుదరో తెలియకుండా ఉన్నది కొందరు భుజించకూడనటువంటి పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాకమునుపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార రహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను అనర్చి రక్షింపుము అని నారదుడు ప్రార్థించెను జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు కలవరిపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతోటి వేల కొలది మహర్షులున్నటువంటి భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతటిని తన మాయాలోకంలో వీక్షించి రక్షించుచున్న దామోదరుడు వారి వారి భక్తి శ్రద్ధలను కూడా పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రంలో పుణ్యనదులు పుణ్యాశ్రమంలో తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్నటువంటి భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండెరి కొందరు గర్విష్ఠులేరి మరికొందరు కామాత్తులే శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ కూడా భక్తవత్సలుడగు గాంచి వీరిని ఎట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసల బ్రాహ్మణ రూపంను విడిచి శంకు చక్ర గదా పద్మ కౌసుభ వన మాలాద్యాలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికర్మకు నయమసారణ్యముకు వెడలెను ఆ వనమందు తపస్సు చేసినటువంటి మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమునకు ఏ తెంచినటువంటి సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవమగు శ్రీమన్నారాయణ్ణి నానార విధములుగా స్తోత్రములు గావించిరి శాంతాకారం చైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఏతత్ ఫలం కృష్ణ అర్పణమస్తు పరమేశ్వర అర్పణమస్తు